హాయ్ వివర్స్ ఇప్పుడు మనము సైకాలజీలో భాగంగా వైయక్తిక భేదాలకు సంబంధించి ఏపీ టెట్ రెండు వేల పద్దెనిమిదిలో అడిగిన ప్రశ్నల గురించి ఒక్కసారి విశ్లేషించుకుందాము దీని వలన వైయక్తిక భేదాల నుంచి ఏమేమి ప్రశ్నలు ఒక్కసారి డిఎస్సి టెట్టుల్లో అడుగుతున్నాడో ఒక్కసారి అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించాలి వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదనను ఏమంటారు అని చెప్పి అడగడం జరిగింది భవిష్యత్తు సాధన సూచించే ప్రస్తుత నిష్పాదనను ఏమంటారంటే సహజ సామర్థ్యము అని అంటారు కాబట్టి ఒకటికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ మంద లేదా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారుగా ఎంత ఉండవచ్చు అని చెప్పి అడగడం జరిగింది ఇది డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది ప్రజ్ఞలబ్ధి ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండుకు సరైన సమాధానం మూడు కానీ సమాజంలో ఎక్కువ మంది తొంభై నుంచి నూట పది వరకు మాత్రమే ఎక్కువగా ఉంటుందన్నమాట అక్కడే వీళ్ళు సాధారణ ప్రజ్ఞావంతులు సగటు ప్రజ్ఞావంతులు ఎక్కువగా ఈ తొంభై నుంచి నూట పది వరకు ఉంటారు కానీ మందా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞ లబ్ధి ఎంతవరకు ఉండవచ్చు అంటే డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉంటారు కాబట్టి దీనికి సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ క్రింది వాండిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి అంటారు దాన్ని దానిలో ఉపపరీక్ష కానిది ఏమిటి అని అన్నారు ఇక్కడ ఉపపరీక్ష కానిది ఏమిటి అంటే చిత్రపూరణ పరీక్ష అనేటువంటిది ఉప పరీక్ష కాదనమాట కాబట్టి మూడు సరైన సమాధానం ఒకటి నెక్స్ట్ వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించిన వ్యక్తి ఎవరు అని చెప్పి అడగడం జరిగింది ఈ వైఖరి మాపనానికి సంబంధించి ఈ స్కేల్ను రూపొందించిన వ్యక్తి ఎవరంటే లూయిత్ ఎస్ తరస్టన్ అనే వ్యక్తి ఈయన అమెరికా దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ స్కేల్ను రూపొందించారు కాబట్టి నాలుగు సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరలు అని చెప్పి అడగడం జరిగింది ఇది ఓవార్డు గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో ఒక ప్రజ్ఞకు సంబంధించింది ఆ ప్రజ్ఞ సాంఘిక నేర్పర గల ప్రజ్ఞ ఏమిటంటే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞకు సంబంధించిందిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదుకు సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది వీటిల్లో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు సంబంధించిందిగా వెస్ట్లార్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరుకు సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ విట్టిగా తీసుకున్నట్టయితే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్షల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది ఈ డిఏటి పరీక్షలో ఉప పరీక్షల సంఖ్య ఎంతగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఎనిమిది కాబట్టి ఏడుకు సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష అందరి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది దీనికి కూడా ఈ డిఏటీలో ఇక్కడ మొత్తం కూడా సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎనిమిదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఎనిమిదికి సరైన సమాధానం రెండు అనేది సరైన సమాధానం నెక్స్ట్ గిల్ఫర్డ్ స్వరూప అంటే సృజనాత్మక వ్యక్తుల లక్షణాల గురించి చెప్పడం జరిగింది ఆయన గిల్ఫర్డ్ చెప్పిన సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది ఏమిటి అని చెప్పి అడగడం జరిగిందనమాట అసలు సృజనాత్మకత అనే పదాన్ని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది యాభై సంవత్సరంలో జెపి గిల్ఫ్రెడ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పడం జరిగింది ఆయన ప్రకారం సృజనాత్మకత వ్యక్తుల లక్షణాలకు చందనిది ఏమిటంటే అనమ్యత అనేటువంటి చందనిది కాబట్టి తొమ్మిదికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ క్రింది వాణిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ ప్రక్షేపక పరీక్ష ఏమిటంటే ఇతివృత్త గ్రాహిక పరీక్ష అనేటువంటిది కాబట్టి పదికి సరైన సమాధానం నాలుగు నెక్స్ట్ గోల్మన్ ప్రకారము ఇతరులను అర్థం చేసుకోవడము అనే నైపుణ్యం ఉద్వేగాత్మ పరిజ్ఞలో కింది విశేషకని చెందినది అని చెప్పి చెప్పడం జరిగింది ఈయన డేనియల్ గోల్మన్ అనే వ్యక్తి ఉద్వేగాత్మ ప్రజ్ఞకు సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఇంటెలిజెన్స్ను ఐక్యూ అంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను ఈక్యూ అనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ ప్రయోగాలు చేసిన వ్యక్తి ఈయనే ఇతరులు అర్థం చేసుకోవడంలో ఎక్కువగా సాంఘిక పరిచయం అనేటువంటిది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కాబట్టి పదకొండుకు సరైన సమాధానం ఒకటి అనేటువంటిది సరైన సమాధానం next Raven's standard progress matrices అనేటువంటిది ఏ పరీక్ష అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ సామూహిక ప్రజ్ఞా పరీక్షగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి మంచి కోడింగ్ విధానంతో మనం కూడా ఒక క్లాస్ కూడా చేసుకోవడం జరిగింది అవకాశం ఉంటే దాన్ని గమనించినట్టయితే ఈజీగా ఈ బిట్ను మనం ఎలిమినేషను చేయవచ్చు నెక్స్ట్ కానీ తీసుకుంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది ఈ బ్యాటరీని రూపొందించింది ఎవరంటే జార్జికే బిన్నెట్ అనే వ్యక్తి రూపొందించడం జరిగిందనమాట కాబట్టి పదమూడుకి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ పది సంవత్సరాల వయసు గల కుమారు మానసిక వయసు ఏడు సంవత్సరాలు అయితే అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ మనం ఒక సూత్రం ప్రజ్ఞాలబ్ధి సూత్రం IQ is equal to MA by CA into వంద మానసిక వయసు బై వాస్తవిక వయసు ఇంటూ వందగాని వేసుకున్నట్టయితే ఇక్కడ మనకి డెబ్బై అనేటువంటిది అతని యొక్క ప్రజ్ఞాలబ్ధిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి పద్నాలుగు సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ తల్లిదండ్రులు తమ పిల్లలు పక్కింటి పిల్లలతో కలవకుండా చేసినచో ఏమి జరుగునని చెప్పి జనరల్ కూర్చొని అడగడం జరిగింది ఏమి జరుగుతుందంటే సాంఘికీకరణం అనేటువంటిది కుంటుపడుతుంది కాబట్టి పదిహేనికి సరైన సమాధానం మూడు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ క్రింది వారిలో ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పరులు అని చెప్పి అడగడం జరిగింది ఇది ఓవార్డ్ గార్డెనర్ యొక్క బహుళ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించింది ఈ చిత్ర నేర్పరులు ఎవరంటే ప్రాదేశిక ప్రజ్ఞకు సంబంధించిందిగా చెప్పుకోవచ్చు ఇదే గణిత భాషలో చెప్పుకోవాలంటే త్రీడీ జ్ఞానం ఉన్న వాళ్ళుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పదహారు సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం next Peter Salovey John Mayer తయారు చేసిన ప్రజ్ఞాపరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ పదిహేడులో ఈ వీళ్ళు చేసిన పరీక్ష దేన్ని మాపనం చేస్తుందంటే ఉద్వేగాత్మ ప్రజ్ఞకు సంబంధించిగా చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా అది పదిహేడు సరైన సమాధానం నాలుగు ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనమాట అయితే ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటి సృష్టించి సూచించిన వ్యక్తి ఎవరంటే వెయిన్ లుయన్ పెయిన్ అయితే వీళ్ళు ఇద్దరు ప్రొఫెసర్స్ అనమాట వీళ్ళు సెలోవే పీటర్ మేయర్ ఒక ఇద్దరు కూడా ఈ ఇద్దరు అమెరికన్ ప్రొఫెసర్స్ మొట్టమొదటిసారిగా తన గ్రంథంలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారనమాట కాబట్టి పదిహేడు సరైన సమాధానం నాలుగు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ మానసిక వయస్సు అనే భావన ప్రవేశపెట్టింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే అనే వ్యక్తి ఈ మానసిక వయస్సు అనే భావన ప్రవేశపెట్టారు ఈయన ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కాబట్టి పద్దెనిమిది సరైన సమాధానం ఒకటి అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ కానీ తీసుకుంటే గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం ప్రకారము యూనిట్లు తరగతులు సంబంధాలు అనేటువంటివి దేనికి సంబంధించింది అని చెప్పి అడగడం జరిగింది ఈయన ప్రకారము యూనిట్లు అలాగే తరగతుల సంబంధాలు ఉత్పన్నాలకు సంబంధించిన చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది గిల్ఫర్డు అంటే ఇక్కడ పంతొమ్మిది సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో మూడు విషయాలు చెప్పడం జరిగింది ఒకనా విషయాలు ప్రచాలకాలు ఉత్పన్నాలు వేటిని గురించి ఆలోచిస్తారు ఎలా ఆలోచిస్తారు ఆలోచన యొక్క ఫలితం ఏమిటి అని చెప్పేది ఈ ఉత్పన్నాలు ఈ యూనిట్లు తరగతుల సంబంధం అనేటువంటివి ఉత్పన్నాలకు సంబంధించిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి అది గమనించండి ఆటోమేటిక్గా బిట్ ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు మనం నెక్స్ట్ శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ శాబ్దిక అశాబ్దికను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవైకి సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఇక్కడ ఓవార్డ్ గార్డెన్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం సంబంధించిన బిట్ ఇచ్చారు ఇది ముందు ఇచ్చిన దాంట్లో కూడా ఇదే సేమ్ బిట్ ఇచ్చారు ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని ఇలా కూడా అంటారంటే చిత్ర నేర్పరులు అంటారు గణిత పరి పరిభాషలు విన్ని త్రీడి జ్ఞానం ఉన్నవారికి కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటి సరైన సమాధానం నాలుగు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టులో ఉప పరీక్ష కానిది ఏమిటి వీటిల్లో కానీ చూసుకున్నట్టయితే యాంత్రిక ఇక్కడ సంగీత సామర్థ్యం అనేటువంటిది ఉప పరీక్ష కాదనమాట కాబట్టి ఇరవై రెండు సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వ్యక్తి ఎవరంటే గట్మన్ కాబట్టి ఇరవై మూడు సరైన సమాధానం నాలుగు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్టు ఈ సహజ సామర్థ్య మాపనం చేయటకు నిర్దేశించిందిగా చెప్పవచ్చు ఇది వృత్తి సంబంధమైన సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి ఉద్దేశించింది కాబట్టి ఇరవై నాలుగు సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ గాని తీసుకుంటే ఒక విద్యార్థి శారీరక వయసు ఎనిమిది సంవత్సరాలు మానసిక వయసు పది సంవత్సరాలైన అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఇక్కడ మనం ఈ ప్రజ్ఞాలబ్ధి సూత్రం కానీ గుర్తుంటే ఆటోమేటిక్ ఎలిమినేషన్ చేయొచ్చు ప్రజ్ఞాలబ్ధి సూత్రం IQ is equal to MA by CA into వంద కానీ వేసుకున్నట్టయితే ఇక్కడ ఆన్సర్ నూట ఇరవై ఐదు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు సరైన సమాధానం రెండు నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా వర్గీకరణ రకం ఏమిటి అన్నారు కాలాన్ని బట్టి అయితే మాత్రం మనం ఇక్కడ శక్తి మరియు వేగ పరీక్షలకు సంబంధించిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇరవై ఆరు సరైన సమాధానం మూడు అనేటువంటిది సరైన సమాధానం దీన్ని మనం కోడింగ్ రూపంలో క్లాస్ కూడా చెప్పడం జరిగింది ఒకసారి కనుక గ్రహిస్తే ఈజీగా మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరని చెప్పి అడిగారు ఇక్కడ దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్లేటో అనేటువంటి సరైన సమాధానం కాబట్టి నాలుగు సరైన సమాధానం నెక్స్ట్ బహుళ ప్రజ్ఞకు సంబంధించి ఈ ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులు అంటారని చెప్పి అడగడం జరిగింది స్వీయ నేర్పరులు అంటే వ్యక్తంతర్గత ప్రజ్ఞ అంటే మనల్ని గురించి మనం తెలుసుకొని దానికి అనుగుణంగా ముందుకు పోవడమే వ్యక్తింతర ప్రజ్ఞ ఆ నేర్పర్లు ఎవరంటే స్వీయ నేర్పర్లు వీళ్ళని సెల్ఫ్ స్మార్ట్ అనడానికి అవకాశం ఉంటుంది ఇరవై సరైన సమాధానం నాలుగు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ వైయక్తిక భేదాల గురించి చెప్పిన మొట్టమొదటి అంటే మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం ఏమిటి అంటే వ్యక్తి భేదాలకు సంబంధించి మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం enquiry into human faculty and its development అనే గ్రంథం అనేటువంటిది వ్యక్తి భేదాలకు సంబంధించి మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సరైన సమాధానం ఒకటి అనేటువంటిది ఈ వ్యక్తి భేదాల మీద మొట్టమొదటి శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన సర్ ఫ్రాన్సిస్ కాల్టన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆయన గ్రంథాలు రెండు hereditary genius and enquiry into human faculty and its development hereditary genius అనేటువంటిది అనువంశకత గురించి తెలియజేస్తుంది వైక్తి విధాల గురించి తెలియజేసింది ఈ enquiry into human faculty and its development దానికి అనుగుణంగా మానవ శాస్త్ర ప్రయోగశాలను రూపొందించిన మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కూడా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఓకేనా నెక్స్ట్ బిట్గా తీసుకుంటే ఒకనొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతను ఏమంటారు అని చెప్పి అడగడం జరిగింది దీనికి సరైన సమాధానం ఈ సంసిద్ధతను ఏమంటారే అంటే వైఖరి అనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముప్పైకి సరైన సమాధానం మూడు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తానడైకు తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష ఏమిటి అని చెప్పి అడిగారు ఈయన తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష ఏమిటంటే సిఏవిడి ఓకేనా complex of sentence arithmetic vocabulary directions అనే ఒక పరీక్షను తయారు చేశారు ఆ పరీక్ష ఏమిటంటే సిఏవిడి కాబట్టి ముప్పై ఒకటి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ హోవార్డ్ గార్డ్నర్ ప్రకారము చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏమిటి అన్నారు చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏమిటంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అందుకే మనం త్రీ జ్ఞానం అన్నాం చూడండి అదే అనమాట ముప్పై రెండు సరైన సమాధానం రెండు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే హోవార్డ్ గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాడు the frames of mind the theory of multiple intelligence అనే గ్రంథాన్ని రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఓవార్డ్ గార్డినర్ నెక్స్ట్ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అని చెప్పి అడిగాడు సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి తొంభై నుంచి నూట పది వరకు ఉంటుంది సమాజంలో ఎక్కువ మంది ఈ సగటు ప్రజ్ఞావంతులే ఉంటారు కాబట్టి ముప్పై మూడు సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ వ్యక్తి యొక్క వాస్తవ వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావంలో మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏమిటంటే సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అంటారనమాట కాబట్టి దీనికి సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ అక్షరాలు అంకెలు చిహ్నాలు చిత్రాలు సంఖ్యలు పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రజ్ఞ ఏమిటంటే అమూర్త ప్రజ్ఞ దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే తారండైకు ఆయన ప్రజ్ఞ మూడు రకాలుగా చెప్పాడు మూర్త ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ అని చెప్పి వీటల్లో అక్షరాలు అంకెలు చిత్రాలు చిహ్నాలు అనేటువంటి అమూర్త ప్రజ్ఞకి సంబంధించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముప్పై ఐదు సరైన సమాధానం అమూర్త ప్రజ్ఞ ఓకేనా నెక్స్ట్ ముప్పై ఆరో బిట్ కానీ తీసుకున్నట్లయితే ఈ రకమైన ప్రజ్ఞ గలవారికి సాంఘిక నేర్పరులు అంటారు ఏ రకమైన ప్రజ్ఞ గలవారంటే వ్యక్తంతర అంటే ఇతరుల యొక్క మనోభావాలు తెలుసుకునే వ్యక్తికే సాంఘిక నేర్పులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముప్పై ఆరు సరైన సమాధానం నాలుగు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు వీరి కోసం ఉద్దేశించినవి అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ మనం కొంచెం తప్పుగా ఆన్సర్ ఇచ్చాము అశాబ్దిక పరీక్షలు అందరి కోసం ఉద్దేశించినవి అంటే చదువు చదువుకున్న వాళ్ళ కోసం ఉపయోగించేవి నిరక్షరాస్యుల కోసం ఉపయోగించేవి అలాగే చదువు వచ్చిన వాళ్ళ కోసం కూడా ఉపయోగించేవి కాబట్టి ఇక్కడ ఒకటి రెండు తప్పు ఆన్సర్లు ముప్పై ఏడు సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం అందరి కోసం అంటే చదువు లేని వాళ్ళే చేస్తుంటే చదువుకున్న వాళ్ళు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ఈ అశాబ్ది పరీక్షలు అందరి కోసం ఉద్దేశించినవిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ తరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష అంటే ఆ ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సాధి సామర్థ్య పరీక్ష ఏది అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ డిఏటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తయారు చేయడం జరిగిందనమాట కాబట్టి